నా పేరు శ్రీకాంత్ విన్నకోట అండి నేను ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ని from Hyderabad so Analog IAS Academy గత కొన్ని సంవత్సరాలుగా మోర్ దాన్ టూ డికేట్స్ అనమాట అంటే రెండు దశాబ్దాలకు పైనే రెండు వేల రెండులో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కొన్ని వందల మంది సివిల్ సర్వెంట్స్ని తయారు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారు రేవు ముత్యాలరాజు గారు ఐఏఎస్ రైట్ నో ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం ఆఫీస్లో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన టూ థౌజండ్ సిక్స్లో ఐఏఎస్ అయ్యారు ఆయన మా క్లాస్ రూమ్ స్టూడెంట్ అవ్వడం జరిగింది అలానే ఇప్పుడు right Visakhapatnam GVMC GVMC greater Vizag municipal corporation కమిషనర్గా ఉన్న సాయికాంత్ వర్మ కూడా మా ఎనలాగ్ ఐఏఎస్ స్టూడెంట్ అవ్వటం ఎంతో గర్వంగా ఉంటున్నారు అలా ఎంతోమంది కొన్ని వందల మంది ఆల్మోస్ట్ ఈ రోజుకి చూసుకుంటే మోర్ దాన్ ఐదు వందల యాభై మంది కన్నా ఎక్కువ సివిల్ సర్వెంట్స్ ని తయారు చేయడం జరిగింది గత రెండు టికెట్స్ అయితే మేము ప్రతి సంవత్సరం తప్పించేది ఏమిటంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ రెండు గోల్స్ ఉంటాయండి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా ఒకటి ఆల్ ఇండియా ర్యాంక్ వన్ తీసుకురావటం అన్నది అది మేము ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్లోనే సాధించడం జరిగింది రేవుముత్యాల రాజు గారు వచ్చారు అట్లా అలానే ఒకే సంవత్సరంలో అంటే మన రీజనల్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఆల్ ఇండియా కోచింగ్ సెంటర్స్ అనేది డిఫరెంట్ ఢిల్లీలో ఉంటాయి most of regional centres like Analog institute హైదరాబాద్లో ఉంది ప్రీవియస్గా వైజాగ్లోను గుంటూరులోను బెంగళూరులోను ఢిల్లీలో కూడా ఉండటం జరిగింది కరోనా వల్ల కొన్ని బ్రాంచెస్ తీసేయడం జరిగింది అయితే ఏ రీజనల్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ సంవత్సరంలో వంద ర్యాంకులు సాధించటం అన్నది ఒక ఎయిమ్గా ఒక గోల్గా లక్ష్యంగా పెట్టుకుంటాం మేము అది లాస్ట్ ఇయర్ మేము సాధించడం జరిగింది నూట రెండు ర్యాంక్స్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ సో ఆ విధంగా మోర్ దాన్ ఐదు వందల యాభై ర్యాంకులు తీసుకురావటం అన్నది రీజనల్ కోచింగ్ సెంటర్స్లో అంత ఇంత ఎక్కువ తీసుకురావటం అనేది చాలా అద్దుగా జరుగుతుంది అది అనలాగ్ అయ్యే సాధించడం అనేది చాలా గర్వంగా ఉంది అయితే ఇట్లాంటి క్యాండిడేట్స్ని అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక గ్రామ గ్రామం నుంచి వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక సివిల్ సర్వెంట్గా తీర్చిదిద్దటం అన్నది మా లక్ష్యంగా పెట్టుకున్నాము ఆ ప్రక్రియలోనే రేవుముత్యాల రాజు గారు కానీ లేదు అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన రీచా కుల్కర్ని కానీ వీళ్ళందరూ ఆ కోకు చెందిన వాళ్ళే వీళ్ళు మేము కండక్ట్ చేసే Astra scholarship test Astra scholarship test అంటే ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే మెరిటోరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి సివిల్ సర్వీసెస్ తపన ఉన్న వాళ్ళందరినీ కోచింగ్ ఇచ్చి మంచి మంచి ఫేకల్టీలు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న బెస్ట్ ఫేకల్టీని హైదరాబాద్కి తీసుకొచ్చి అంటే ఒకే అంబ్రెల్లా కింద అంటే ఒకే చెట్టు కింద తీసుకొచ్చి కోచింగ్ ఇప్పించి సివిల్ సర్వీసెస్ కావలసిన ముఖ్యమైన ఫ్యాకల్టీతో పాటు స్టడీ మెటీరియల్స్ ప్రాక్టీస్ సంబంధించిన అభ్యాస ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ సివిల్ సర్వెంట్స్గా తీర్చిదిద్దడానికి కోసం మేము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో భాగంగా అస్త్రా స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తాము అయితే ఈ సంవత్సరము మేము కండక్ట్ చేసి పిల్లలందరూ మా దగ్గరికి రావటం కాకుండా మేమే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ వాటి వల్ల వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కాలేకపోతున్న క్రమంలో మేము చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు మిగతా అదర్ సపోర్ట్ కూడా ఇస్తూ వాళ్ళని సివిల్ సర్వీస్గా తీర్చిదిద్దడం అన్నది మా ప్రయత్నం